దేశంలో మొత్తం ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది ఈ మేరకు రాష్ట్రాల వారీగా గణాంకాలు వెలువరించింది దేశవ్యాప్తంగా మంజూరు చేసిన ఇరవై మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల పోలీసు ఉద్యోగాల్లో రెండు వేల పద్దెనిమిది జనవరి ఒకటి నాటికి పద్దెనిమిది లక్షల యాభై ఒక్క వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ అయినట్లు తెలిపింది తెలంగాణలో మొత్తం డెబ్బై ఆరు వేలకు పైగా పోలీసు ఉద్యోగాలు మంజూరవగా వాటిలో ముప్పై వేల మూడు వందల నలభై ఐదు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్లో డెబ్బై రెండు వేల నూట డెబ్బై ఆరు ఉద్యోగాలకు గాను పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు ఖాళీలు ఉన్నాయని పేర్కొంది దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో లక్ష ఇరవై తొమ్మిది వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి బీహార్లో యాభై వేలు పశ్చిమ బంగాల్లో నలభై తొమ్మిది వేలు మహారాష్ట్రలో ఇరవై ఆరు వేలు తమిళనాడులో ఇరవై రెండు వేలు కర్ణాటక గుజరాత్లో ఇరవై ఒక్క వేల చొప్పున ఖాళీలు ఉండగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన ఛత్తీస్గఢ్లో పన్నెండు వేలు ఒడిశాలో పదివేల పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపింది జమ్మూ కశ్మీర్లో ఎనభై ఏడు వేల ఉద్యోగాలకు గాను పదివేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి భర్తీ ప్రక్రియలో జాప్యం కారణంగా అత్యధిక ఖాళీలు ఉంటున్నాయని పోలీసుల అకాల మరణాలు పదవి విరమణల కారణంగా ఖాళీలు ఏర్పడుతున్నాయని వెల్లడించింది